hi friends welcome to competitive Adda ఇప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూద్దాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా వంద రూపాయల నోట్లని రిలీజ్ చేసింది ఈ వంద రూపాయల యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాము రిజర్వ్ బ్యాంక్ ఈ నెల ఒకటో తారీఖున మార్కెట్లోకి వంద రూపాయల నోట్లని విడుదల చేసింది ఈ నోటు యొక్క ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రాణికి వావ్ ముద్రించి ఉంది లావెండర్ కలర్లో ముద్రించిన కొత్త వంద రూపాయల నోటు పొడవు నూట నలభై రెండు మిల్లీమీటర్లు అలానే వెడల్పు అరవై ఆరు మిల్లీమీటర్లు నూట నలభై రెండు ఇంటూ అరవై ఆరు నోటు ముందు భాగంలో గాంధీ అశోకుడు నాలుగు సింహాలు ఉన్నాయి అలానే వంద రూపాయల సంఖ్య అనేది వాటర్ ఉంది నోటు వెనక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో నినాదం ఉంది ఇది కొత్త వంద రూపాయల యొక్క స్పెసిఫికేషన్స్ పాత వంద రూపాయల నోట్లతో పాటు కొత్త వంద రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి కనబడేది కొత్త వంద రూపాయల నోటు ఇది బ్యాక్ సైడు ఇది front side front side Mahatma Gandhi బొమ్మతో ఉంది అలానే బ్యాక్ సైడ్ రాణికి వావ్ ఇది ఈ వంద రూపాయల నోట్ అనేది వాటర్ మార్క్గా ఉంది దీని పొడవు వచ్చరికి నూట నలభై రెండు మిల్లీమీటర్లు వెడల్పు అరవై ఆరు మిల్లీమీటర్లు నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మతో పాటు అశోకుడి యొక్క నాలుగు సింహాల బొమ్మ అది ఇక్కడ ముందు భాగంలో ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్వచ్ఛ భారత్ లోగో ఈ స్వచ్ఛ భారత్ లోగో కదా ఇది ఈ లోగో ఉంది సో ఓవరాల్గా మనకి ఇవన్నీ కూడా పూర్తి స్పెసిఫికేషన్స్ అనమాట కొత్త వంద రూపాయల యొక్క స్పెసిఫికేషన్స్ ఇవి అలానే పాత వంద రూపాయలు కొత్త వంద రూపాయలు రెండు కూడా చలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈ కొత్త వంద రూపాయల గురించి డీటెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్లో ఇవి బిట్లు వస్తాయి కాబట్టి అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి thank you very much friends all the best